welcome back my new video Rishi gaming YT ఈరోజు ఎందుకంటే వీడియో చేస్తున్నానంటే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఒక వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను టూ మంత్స్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ అని చెప్పడానికి వీడియో చేస్తాను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఉండండి మన ఛానల్లో ఉండండి okay subscribe like share guys bye